సురేష్ ఎవరు నేనే సార్ నువ్వా రే పోలీస్ రా రే ఏం కాలే పోనీరా రే మన దగ్గర లైసెన్స్ లేదు ఆర్చి లేదు హెల్మెట్ లేదు పైగా ట్రిపుల్ రైడింగ్ దొరికితే మనకి ఫైన్ ఫైన్ వాళ్ళకు బాధ మనకారా హలో రే ఎక్కడున్నావురా నాన్న వచ్చే టైం అయింది ఇంటికి వచ్చేయి రే అమ్మ కాల్ రా అర్జెంట్ పోవాలి రే వాళ్ళని పెట్టుకుని ఎలా పోతాం రా స్ట్రైట్ పోయి కట్ చేసుకుని వెళ్ళిపోరా అవసరం లేదురా ఫైన్ కడదాం మనీ ఉన్నాయి చలాన్ కట్టాల్సిందే ఎవరైనా కానీ లేదంటే కోర్టు పంపిస్తాం సార్ డబ్బులు ఇచ్చేసారు ప్లీజ్ రే దిగురా డ్రైవ్ చేస్తాడు వద్దులేరా మాట మీద వద్దురా రే ఏం కాదు లేరా రే రే వద్దులేరా 哎哎哎！Hello，Hello，Hello。Hey. Hey. లే లేరా రే ఇక్కడ వర్షం పడేలా ఉంది తిన్నగా ఇంటికి వచ్చేసే నాన్న ఉన్నానా ఉన్నావా hello hello hello thank you నాన్నా మన జీవితంలో ఒక భాగం అయిపోయిన సెల్ ఫోన్ పది నిమిషాలు కనిపించకపోతేనే మనం ఎంతో కంగారు పడతాం అలాంటిది రోజు కళ్ళ ముందు తిరిగే వ్యక్తి జీవితాంతం కనిపించకపోతే ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి ఎక్కడికైనా వెళ్లే ముందు ఇంట్లో మన కోసం ఎదురు చూసే అమ్మ మనపైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో కళలు కానీ నాన్న మనమే వాళ్ళ ప్రపంచంగా బతికే భార్య పిల్లలు ఉన్నారన్న విషయం అస్సలు మర్చిపోకండి follow traffic rules and drive safe traffic rules పాటించి